హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు Venu tech facts in Telugu YouTube channel ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రిటీ బాయ్ పంతొమ్మిది వందల ఇరవయో సంవత్సరంలో ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేశాడు అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణపత్రాలని కాల్చేశాడు అలా ఒక దొంగ అయిన ఆ రోజుల్లోనే ఎంతోమందికి రుణమాఫీ చేశాడు అందుకే అతని అంత్యక్రియలలో కొన్ని వేల మంది పాల్గొని అతనికి సంతాపం తెలిపారు అంత చేసిన ఆయనకి ఆ మాత్రం చేయకపోతే ఎలా ప్రజలు గవర్నమెంట్ పట్టించుకోకపోయినా ఒక దొంగ అయిన అతను పట్టించుకున్నాడు క్రికెట్ చరిత్రలోని యాభై వేల కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక్క వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు అందుకే ఈయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు అలాగే ఎన్నో రికార్డులు ఈయన సొంతం వావ్ ఈయన గురించి చెప్పాలంటే ఈ రోజే సరిపోదు ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్లు ఏమిటో తెలుసా పార్లేజీ ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నలభై ఎనిమిది కోట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి అంటే ఈ ఒక్క ప్యాకెట్ టెరీలో పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయి ఉంటాయి అని అంచనా మీకు తెలుసా అతి చిన్న పార్క్ ఎక్కడ ఉందో అని ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ దీని పేరు మిలియన్స్ పార్క్ ఇది అమెరికాలోనే పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుంది ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా దీనికి గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉంది ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే ఒక పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు లేదా మహా అయితే జీవిత ఖైదు పడుతుంది కానీ థాయిలాండ్కి చెందిన చమోయ్ తపసో అనే మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పిరమిడ్ స్కీమ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసింది అలా మోసం చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రెండు వందల నాలుగు మిలియన్ల డబ్బును దోచుకున్నందుకు ఈమెకు గాను ఏకంగా ఒక లక్ష నలభై ఒక్క వేల డెబ్భై ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు బాగా బుద్ధి చెప్పింది తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఎనిమిది సంవత్సరాలకే బయటకు వచ్చింది అంత డబ్బు ఎలా కొట్టియాలో తెలిసిన వాళ్ళకి ఎలా తప్పించుకోవాలో తెలియకుండా ఉంటుందా మీరు ఎప్పుడైనా గమనించినారా వాచ్ యొక్క యాడ్లో కానీ ఫోటోలో కానీ దాదాపుగా అన్నింటిలోనూ పది గంటల పది నిమిషాలనే చూసిస్తుంది ఎందుకో తెలుసా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి వాచ్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలోనే ఉంటుంది కాబట్టి లోగో క్లియర్గా కనబడడం కోసం అలా పెడతారు అలాగే పది గంటల పది నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్తో కనబడుతుంది అందుకే వాచ్ని పది గంటల పది నిమిషాలకే పెడతారు cyanide the world most dangerous poison ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే యాపిల్ గింజలో కూడా ఈ సైనైడ్ ఉంటుంది డోంట్ వర్రీ కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది దానివల్ల మన శరీరానికి ఎలాంటి ప్రభావం ఉండదు ఆ తక్కువ మొత్తం వల్ల మన శరీరం దాన్ని తట్టుకోగలదు యాపిల్ గింజ ద్వారా ఒక మనిషి చనిపోవాలంటే మనిషి బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది అంటే యాభై కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి ఒకేసారి నూట ఇరవై యాపిల్ గింజలను తింటే చనిపోయే అవకాశం ఉంటుంది పొరపాటున ఒకటి లేదా రెండు గింజలు తిన్నా మనకి ఏం అపాయం లేదు Elon Musk the human computer ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం చూసాం కానీ ఎలాన్ మస్క్ అనే బిజినెస్ మ్యాన్ టెస్లా రోడర్స్ అనే కారును పంపాడు ఫిబ్రవరి ఆరవ తేదీన రాకెట్ రోడర్స్తో లాంచ్ అయింది దీనిలో స్మార్ట్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ని ఉంచారు అలాగే ఆ ప్రయోగం కోసం ఆరు వేల మంది పేర్లను కారులో ప్రింట్ చేయించారు అంతేకాదు ఆ కారులో సర్క్యూట్ మీద made on earth by humans అని ప్రింట్ చేశాడు ఒకవేళ ఆ కారును ఏలియన్స్ కానీ చూసినట్లయితే ఇది మానవులు పంపించారు అనే సింటమ్స్ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇంకా చెప్పబోయేది ఏమంటే ఈ వీడియో కింతే ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశారనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్స్ బాగా నచ్చిందో దాన్ని కామెంట్ చేయండి thank you for the watching